సుఖమున్నా దుఃఖమున్నా లాభమున్నా అలాభం అంటే నష్టం ఉన్నా జయమున్నా అజయమున్నా అంటే అపజయమున్నా కూడా దాన్ని సమంగా చూడగలిగినటువంటి స్థితికి రావాలా అప్పుడు సంస్కారం అంటే ఈ మూడు వేర్వేరు స్టేజెస్ ఒకటి చెప్పలేదు ఆయన అన్నింటినీ సమానం వల్ల ఈ మూడు స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్ సుఖ దుఃఖాల స్టేజ్లో నువ్వు సమంగా ఉంటావా ఉండగలవా అప్పుడు నువ్వు ఒక సంస్కారాన్ని నువ్వు అధిగమించావని ఓకే నెక్స్ట్ లాభము అలాభము లాభం నష్టం వచ్చినా కూడా నేను నా సంస్కారాన్ని నేను ఇట్లా నేను ఐ విల్ కంటిన్యూ దిస్ లాభం వచ్చిందని పొంగిపోయేది నష్టం వచ్చిందని పొంగిపోయేది లేదు it all right still I continue my journey ఇది ఇంకొక లెవెల్ సంస్కారం జయ అపజయాలు ఓ నువ్వే వచ్చేసావు యు ఆర్ ద బెస్ట్ అంటే ఆల్ రైట్ సో వాట్ ఏమి ఇంత ఇంత చేసి అంత పోయించుడు వేస్ట్ అంత పోయింది అంత పోగొట్టుకున్నా ఏమైంది నీకు ఇంత చేసి ఏమి నీ ఎంత పోయింది పర్వాలేదు సోబట్ సో ఆ స్థితికి రావడానికి వేరు సంస్కార మట్టాలి లేకపోతే ఆయన ఊరికి చెప్పలేదు ఎంత ఈ సీక్వెన్స్ చెప్పాడంటే అంత సీక్వెన్స్ చెప్పి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ సంస్కారం ఈ సంస్కార మట్టాలలో ఎలా ఎదగాల అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క తపశ్చర్య ఉంది ఒక్కొక్క వేరువేరు తపశ్చర్యలు కాదు తపశ్చర్య అనేదాన్ని వేరువేరుగా అప్లై చేసుకునేది దాన్ని చేసుకోవాలి ఈ తపశ్చర్యని అప్లై చేసుకుంటూ వస్తే సులభంగా తాను సుఖ దుఃఖాలను సమం చేసుకోగలుగుతాడు లాభాలాభాలు సమమైపోతుంది అన్నీ ఇవన్నీ కూడా అతనికి ఏం వచ్చింది ఏం పోయింది ఇవన్నీ ఉండవు వాడికి బోధన అవసరం లేదు వాడికి చాలా సులభంగా అనిపిస్తుంది ఇంతే కదా అనిపించేది ఇంతే కదా అనిపించడానికి కారణం ఏమి అంటే ఇప్పుడు ఒకటి ఉంది చూడండి చిన్నపిల్లలు ఉన్నారు ఆడుకుంటుంటారు ఆడుకునేటప్పుడు ఒక్కోసారి వాళ్ళకు దెబ్బ తగులుతుంది దెబ్బ తగులుతూనే ఏం చేస్తారు వాళ్ళు ఏడుస్తారు ఏడుస్తుంది ఏడుస్తాను మన రా రా రా పర్వాలేదు ఆడుకుందాం అంటానే వాడు మళ్ళీ లేచి ఆడుకుంటాడు నొప్పి ఉంటుంది నొప్పి ఉండదు ఇట్లా కుంటుకుంటూనే ఆడుతుంటాడు అర్థమైంది వాడు ఆ నొప్పి అంటే దుఃఖం వాడు సమం చేసుకుంటున్నాడు సుఖంతో పాటు ఎందుకంటే అక్కడ ఇంకొక ఉత్సాహం ఉంది లేదు అంటే నేను అంటే ఆట ముఖ్యం రా నాయన నీ సుఖ దుఃఖాలు కాదు అనేది అక్కడ నేర్చుకోవాలి playing is more important than you know your pleasures and డీన్స్ అవును కదా నీ కష్ట సుఖాలు కాదు ముఖ్యము అవి ఉండే ఉంటాయి <laughs> కష్ట సుఖాలు ఉండే ఉంటాయి ఉంటే ఉంటాయి అర్థం ఉండే ఉంటాయి ఉంటే ఉంటాయి so what but playfulness is very important play let play ఇవి ఒక సుఖ దుఃఖం అయితే ఇంకో లెవెల్కి వచ్చేసరికి నువ్వు ఆడిన దానికి నీకు ఏవో నువ్వు కొన్ని గెలుచుకుంటావు లాభం వస్తుంది నువ్వు ఇంకా ఎక్కువ ఆడితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది ఇంకా ఎక్కువ ఆడితే నీకు ఇన్ని వస్తాయి లాభాలు అదే నువ్వు ఆటలో పోతే నీవన్నీ పోతాయి పోగొట్టుకుంటావు ఇటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటేమి ఆటలు నీకు సుఖ దుఃఖాలు దొరికేది వేరే ఆ సుఖ దుఃఖాలు ఇంకొంచెం ముందుకెళ్తే ఏమవుతుంది నీకు వచ్చే ప్రతిఫలం పైన సుఖ దుఃఖాలు ఆధారపడి ఉంటాయి అప్పుడు ఆ ప్రతిఫలాన్ని కూడా ఆల్ రైట్ సో వాటి లాభం వచ్చింది నష్టం వచ్చింది వా ఏమైతుంది నేను ఆట ఆడతాను అని ముందుకు పోవాలా అంటే ఇంకొంచెం సంస్కారం కాదు ఆ తర్వాత ఇది ఫలితాలకు కాదు నిన్ను గుర్తింపులు వస్తాయి తర్వాత బా ఈయన ఎంత గొప్పవాడంటే ఇప్పటికీ భారతదేశం అంతా కూడా లేకపోతే ప్రపంచమంతా కూడా లేకపోతే ఈయనకి ఈ బిరుదిచ్చారు ఈయన ఆహా ఈయన ఓహో ఈయన పద్మశ్రీ పద్మభూషణ్ ఈయన మారు ఇట్టిస్తుంటే ఇవన్నీ ఏమి అంటే జయాలు జయ చిహ్నాలు గుర్తులు ఈయన ఎంత గొప్పవాడు అని ఎవడంటారు సో ఏందో ఈయనకి ఎందుకు పద్మశ్రీ అంటే ఇదంట ఏముందంటే అంటే లేదా నీ పద్మశ్రీ అంతా తీసేస్తావు నువ్వు ఎందుకంటే ఇట్లా అంటే బెదిరింపు అయిపోతుంది సో తను గెలుస్తున్నానా ఓడిపోతున్నానా కాదు ఇక్కడ గుర్తింపు అనేది వచ్చింది నెక్స్ట్ లెవెల్ ఆ గుర్తింపు ఉన్నా లేకపోయినా నేను చేయదలుచుకుని నేను సంతోషం చేస్తున్నాను నాకు చేయాలన్నందుకు చేస్తున్నా I love to do it అని చేసుకుని పోవడానికి ఇంకొంచెం సంస్కారం కాదు అక్కడ కష్ట నష్టాలు కాదు లాభ అలాభాలు కాదు జయాపజయాలను కూడా దాటి ముందుకు పో ఆ ముందుకు పోవడానికి ఇంకొక సంస్కారం కాదు వీటికన్నిటికీ కూడా ఈ సంస్కారాన్ని ఇనుమడింపజేయడానికే ఉన్నదే తపశ్చర్య నేను గ్యారంటీ ఇస్తున్నా మీకు చూపిస్తున్నా మీరు సం మీరు ఎవరెవరైతే తపశ్చర్యకు వస్తున్నారో మీరందరూ దీన్ని అంతటిని గమనిస్తున్నారా తప్పకుండా గమనించుంటారు మీరు దాన్ని గమనించండి మీరే చూడండి మీకు ఎన్ని రకాల అంటే కష్టాలు రాలేదు ఎప్పుడు సుఖమే ఉందనే కాదు నేను తపస్సు చేశాను నాకు కష్టాలే లేవు అన్ని సుఖం కాదు కష్టం కూడా సుఖంగానే ఉంది అది దుఃఖం కూడా ఆనందంగానే ఉంది అది ఎవరిని తిట్టినా కూడా అపజయమైనా కూడా అనుకున్నది కాకపోయినా కూడా ఆ కాలే అయితే నేను చేయడానికి ఏముంది సో జయాపజయాలు కూడా ఒకటిగా ఉండే అటువంటి ఒక సంస్కారానికి అడుగు పెట్టడం కోసమే తపశ్చర్య ఉన్నది ఇది మానవుల్లో మాత్రమే ఇది సాధ్యమైనది సాధన అనేది ఒక అభ్యాసం సాధన అనేది అభ్యాసం అంటే అది ఏదో ఒకటే చేస్తూ ఉంటే అది అలవాటే పాడుతూ పాడుతూ పాట అంటారు పాట రాని వాడు కూడా రేగా రేగా అంటే అంటే వస్తుంది పాడిస్తుంటే పాడిస్తుంటే వాడికి కూడా గొంతు సరిగా లేని వాడు కూడా పాడగలుగుతాడు ఎందుకంటే అది అభ్యాసం మూలకంగా వచ్చేది సాధన కానీ తపశ్చర్యాల కాదు తపశ్చర్య వేరే సాధన